స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే అనుకోవాలా గైస్ స్టార్ట్ అయినాం ఇప్పుడే సౌండ్ ఎక్కువ వస్తుండొచ్చు ఒకటి వర్ణ ఇంకోటి వైట్ అనుకుంటా ఇదేమో షరీఫ్ అన్నది షరీఫ్ అన్న మా మేనేజర్ అక్షయ్ అన్న కార్ అది ఇంకోటి అదేమో ఆయననేమో మా హెచ్ఆర్ వాళ్ళు నిలబడ్డారాడ షరీఫ్ అన్న నమాజ్ పోయండి ఇప్పుడే షరీఫ్ అన్న ఇంకొక ఆయన అందరం ఇక్కడ బయట నిలబడి వెయిట్ చేస్తున్నాం ఇంకెన్ని కిలోమీటర్స్ యాభై ఇంకా యాభై కిలోమీటర్లు ఉందంట గాయస్ అయ్యప్పన blog hi friends we are travelling on the weekend trip for long drive on car hope you enjoy the video మా భరత్ అన్న హాయ్ హాయ్ మా అజయ్ ఇంకో వెహికల్ ఇక్కడ పోతుంది ఇంకో వెహికల్ అక్కడ పోతుంది చూడండి టిఫిన్ కాగినాం మాస్లీ అన్న చిరతన ఇప్పుడే టిఫిన్ చేసి సార్ ఏదో కొంచెం టిఫిన్ చేసేసి వీడియో పెడతాం టిఫిన్ ఎట్లుందో చెప్తాం ఆడ టిఫిన్ సెంటర్ పేరేం పేరు చూడలే మనం టిఫిన్కి అయితే ఆయన అంతే దోశ అయితే ఇప్పుడు వచ్చింది నెయ్యి వాసన అయితే చంపుతుంది గలీజ్గా చంపుతుంది నెయ్యి వాసన చెప్పరా అజయ్ దేవాసన ఎట్లుంది ఘోరం దేవాసన మంచి మంచిగా అనిపిస్తుంది ఈ చట్నీ బాగాలేదని ఇంకో చట్నీ ఇస్తారు చూసాం అది ఎట్లుందో ఉప్పు ఉంది ఆ చట్నీ టిఫిన్ చేసినాము కాఫీ తాగుతున్నాం కాఫీ కాదు చాయ్ thank you bye this my chai బాగుంది చాయ్ బాగుంది కదా గైస్ ఫొటోస్ దిగడానికి ఆగినాం ఇప్పుడే ఏడైతే నేను టైం ల్యాబ్స్ పెట్టినా కొన్ని చూడండి ఆ టైం ల్యాబ్స్ షరత్ అన్న షరీఫ్ అన్న షరీఫ్ అన్న ఫోటోలు తీస్తుండే షరత్ అన్న ఫోటోలు తీస్తుండు ఫోటోగ్రఫీ జరుగుతుందాడా ఫోటోగ్రఫీ కనడదాన్ని ఫోటో సెక్షన్ అవుతుంది ఇంకా నేను రెండు మూడు ఫోటోలు దిగినా కానీ మరి దారుణంగా వచ్చా గైస్ ఇప్పుడే వచ్చినాం వీడికి ఎగ్జాక్ట్ ఊటీ గోల్ఫ్ కోర్ట్ అని సెర్చ్ చేసిరంటే ఈ గోల్ఫ్ కోర్ట్ వస్తుంది దాని ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఫామ్ హౌస్ ఇది farm house beware of dogs okay bye okay bye second hi second second కూడా ఇస్తాం మంచిగా ఫ్రెండ్లీ డాగ్ ఫామ్ హౌస్ బాగుంది ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం లోపలికి చిన్న ఉంది కానీ బాగుంది ఈడ మాత్రము మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకుంటే సెట్ ఉంటుంది అటు ఇద్దరు ఇటు ఇద్దరు ఇటు ఇద్దరు ఇద్దరు నలుగురు సెట్టు కోళ్ళు నేనైతే ఒక ఐదు గంటలు వండుకున్నా మంచిగా అది ఫామ్ హౌస్ ఐ మీన్ అది ఫామ్ దాంట్లోనే స్టే పడుకోవడం లొల్లి పట్టించుకోకండి క్రికెట్ గురించి లొల్లి ఇక్కడ కూడా ఉన్నాయి ఇది కూడా స్టేకి పనికి వస్తుంది ఏ వేసుకుంటే క్యాంపింగ్ ఫైర్ వేసుకోవచ్చు అక్షయనా అక్షయానా బిర్యానీ రెడీ వచ్చేసి గోరు రెండు నిమిషాలు కూడా లేదని చెప్పని యమ్మీ టేస్టీ బిర్యానీ హైదరాబాద్ ది దమ్కా మటన్ బిర్యానీ है ये షరీఫ్ భాయ్ బనాయా आप दो प्लेट सबको डाल के दे दो స్మెల్ అయితే గుమ్ము అంటుంది ఏ జరిబే అటు జరిగే చూసారా ఎట్లా ఉందో షాగౌస్ బిర్యానీ లేకుంది ఎల్లెట్ మటన్ బిర్యానీ సాత్ మినిట్ तू నువ్వు వచ్చేసరికి గోస్ పిల్లద్దు గైస్ ఇంతసేపు పండుకున్నా నేను ఫుల్లో పండుకొని ఇప్పుడే లేచిన అప్పటి వరకు షరీఫ్ అయ్యి ఇది grill grill three three three కోడి ఐ మీన్ త్రీ త్రీ కోడిలు three three chickens one and half KG ఏమో ప్రాన్స్ రెడీ అయినాయి నాకు టేస్ట్ ప్రాన్స్ ఫ్రై ఇదేమో మరం దీని పెడుతుంది అందరేమో బయట వస్తున్నారు ఇప్పుడే సిరకొన బయటికి పోయిండు క్యాంప్ ఫైర్ చూపెట్టలేదు కదా ఫామ్ హౌస్ రూమ్ ఇది జస్ట్ రూమ్ ఒకటి కిచెన్ ఒకటి కిచెన్ మొత్తం మెస్ మెస్ ఉంది ఇది రూమ్ వస్తున్నా అన్న ఇది వాష్రూమ్ ఫ్యాన్లు నా మూడు ఫ్యాన్లు ఏసీ ఇంకో రూమ్ లాక్ అయిపోయింది ప్రజెంట్ రెండు బెడ్లు మొత్తం ఫోర్ పీపుల్ పడుకోవచ్చు ఇంకా అక్కడ కూడా ఉంది ఇంకోటి అటు ఉంది అక్కడ కూడా పడుకోవచ్చు దాంట్లో దర్శించి వద్దామే అందట్లో ముందుగా చేరవచ్చే చచలా అవినీతి పచ్చ కమల అపసొగసు తెలుప మాట కూడా పలకల ఇప్పుడు ఇప్పుడు తెచ్చి చిన్న కమ్ముద్దరు పిల్లలు దాన్ని మా దారి అనుకుంటాడు ఎట్లా చూస్తుంది చూడు మదర్ ఏదో ఇదో కొంచెం చిన్నగా అనుకుంటాను ఫామ్ హౌస్ నుంచి స్టార్ట్ అయినాం ఇప్పుడే పోతున్నాం ఏదో లేకుందంట లేక్ కడిపోయి అడికాను పోతుంది రెండు కార్లు తీసుకొచ్చి Thank ti guarda. వస్తున్నా అన్నగారు తీసుకొస్తాను చూశాను రెండు రెండు మెట్లు గ్యాప్ డ్యామ్ బ్రిడ్జ్ ఇది చిన్నగా మస్తుంది చేపలు ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి మస్తు కానీ మస్తు ఉన్నాయి వేలు వేలు ఉంటాయి వెయ్యి వెయ్యి వెయ్యి వేలే ఉంటాయి మస్తు చేపలు పడుతాయి వేల చేపలు ఉంటాయి ఇక్కడ లొకేషన్ చేపలు పట్టేటోళ్ళు చేపలు పడుతున్నారు కానీ ఇక్కడ మేము హుక్కు తీసుకురాలి కట్టే దొరికింది కానీ హుక్కు దొరకలే మాకు ఇక్కడ గ్రిల్ రెడీ అవుతుంది చూపిస్తాను గ్రిల్ గైస్ ఈడికే వీడియో ఎండ్ అయిపోయింది అక్కడ తినేసి రిటర్న్ హైదరాబాద్కి స్టార్ట్ అయినా అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే ఫుల్ టార్చర్ అనిపించింది ఎందుకంటే single line road and uh, మొత్తం హై బీమ్ వేసుకొని వస్తారు షరీఫ్ అన్ననే డ్రైవ్ చేసిండు కానీ హై బీమ్ కదా మేమైతే దగ్గర దగ్గర చాలా యాక్సిడెంట్ చూసినాం సిక్స్ సెవెన్ యాక్సిడెంట్ చూసినాం ఆ గ్యాప్లో మేము అండ్ ఇక్కడికే వీడియో ఎండ్ చేస్తున్నాం మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి thanks for watching the video and bell icon activate చేసుకోండి